నమస్కారం ఈరోజు మనం చెప్పబడే పాఠ్యాంశం క్షేత్రమితి దీనిని ఆంగ్లంలో మెన్సరేషన్ అని అంటారు ఈ పాఠ్యాంశంలో మనం చెప్పుకునే అంశాలు ఏమనగా వివిధ ఘనాకృతులు వాటి వైశాల్యము ఘనపరిమాణములు ఘనాకార వస్తువుల సముదాయ ఉపరితల వైశాల్యము ఘనాకార వస్తు సముదాయ ఘనపరిమాణం ఒక ఆకృతిలో ఉన్న వస్తువుని మరో ఆకృతిలో రూపాంతరం చేయడం ముందుగా వివిధ ఘనాకృతులు వాటి వైశాల్యం ఘనపరిమాణం తెలుసుకుందాం దీనినే ఆంగ్లంలో the surface area and volumes of different solid shapes అని అంటాము ఈ పట్టికలో మనం ఘనాకృతి పేరు ఉపరితల వైశాల్యం సంపూర్ణతల వైశాల్యం ఘన పరిమాణం వాటి సాంకేతిక వివరణ కూడా తెలుసుకుంటాం ముందుగా దీర్ఘఘనం దీర్ఘగణం యొక్క ఉపరితల వైశాల్యం two H into L plus B సంపూర్ణతల వైశాల్యం two into LB plus BH plus HL ఘన పరిమాణం L into B into H ఇందులో ఎల్ అంటే పొడవు బి అంటే వెడల్పు హెచ్ అంటే ఎత్తు తరువాత సమగణం సమగణంలో ఉపరితల వైశాల్యం ఫోర్ ఇంటూ ఏ స్క్వేర్ సంపూర్ణతల వైశాల్యం సిక్స్ ఇంటూ ఏ స్క్వేర్ ఘన పరిమాణం ఏ క్యూబ్ ఏ అంటే ఘనపు భుజం తరువాత క్రమపట్టకం క్రమపట్టకం యొక్క ఉపరితల వైశాల్యం భూపరిధి ఇంటూ ఎత్తు సంపూర్ణతల వైశాల్యం వక్రతల వైశాల్యం ప్లస్ టూ ఇంటూ చివరి కర్ణాల వైశాల్యం ఘన పరిమాణం భూ వైశాల్యం ఇంటూ ఎత్తు తరువాత క్రమ వృత్తాకార స్థూపం దీని యొక్క ఉపరితల వైశాల్యం టూ పై ఆర్ హెచ్ సంపూర్ణతల వైశాల్యం two pi R into R plus H ఘన పరిమాణం pi R square into H R అంటే భూ వ్యాస్తారం హెచ్ అంటే ఎత్తు తర్వాత క్రమ పిరమిడ్ క్రమ పిరమిడ్ యొక్క ఉపరితల వైశాల్యం వన్ బై టూ ఇంటూ భూపరిధి ఇంటూ ఏటవాలు ఎత్తు సంపూర్ణతల వైశాల్యం ఉపరితల వైశాల్యం ప్లస్ భూ వైశాల్యం ఘన పరిమాణం వన్ బై త్రీ ఇంటూ భూ వైశాల్యం ఇంటూ ఎత్తు తరువాత క్రమ వృత్తాకార శంఖం దీని యొక్క ఉపరితల వైశాల్యం pi into R into L సంపూర్ణతల వైశాల్యం pi R into L plus R ఘన పరిమాణం one by three into pi R square H ఇందులో ఆర్ అంటే భూ వ్యాస్తారం హెచ్ అంటే ఎత్తు ఎల్ అంటే ఏటవాలి ఎత్తు తరువాత గోళం గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఫోర్ పై ఆర్ స్క్వేర్ సంపూర్ణతల వైశాల్యం కూడా ఫోర్ బై ఆర్ స్క్వేర్ దీని యొక్క ఘనపరిమాణం four by three pi R cube ఇందులో ఆర్ అంటే వ్యాస్తార్థం తరువాత అర్ధగోళం అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం టూ పై ఆర్ స్క్వేర్ సంపూర్ణతల వైశాల్యం త్రీ పై ఆర్ స్క్వేర్ ఘన పరిమాణం two by three into pi R cube ఇందులో ఆర్ అంటే వ్యాసార్ మనం ఈ పాఠ్యాంశంలో ప్రశ్న జవాబులు చేయడానికి సూత్రములు చాలా అవసరం సో అందుకు మనం ఈ సూత్రములు గుర్తుపెట్టుకోవడం చాలా మంచిది ఇప్పుడు ఘనాకార వస్తువుల సముదాయ ఉపరితల వైశాల్యం కోసం తెలుసుకుందాం దానిని ఆంగ్లంలో surface area of combination of solids అని అంటాము దీన్ని ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం అది ఏమనగా ఒక లంబకోణ త్రిభుజంను తీసుకొని దాని యొక్క భూమి పదిహేను సెంటీమీటర్లు మరియు ఎత్తు ఇరవై సెంటీమీటర్లు తీసుకొని దీనిని దీని యొక్క కర్ణము మీదుగా తిప్పితే మనకి ద్విశంకు వంటి ఘనపరిమాణము వస్తుంది దానిని మనం రెండు శంకువులుగా అనుకోవచ్చు ఈ ద్విశంకువు యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోవడానికి మనం ముందుగా ఓఏ ఈక్వల్స్ టు ఎక్స్ మరియు ఓబి ఈక్వల్స్ టు వై అని అనుకుంటాము ఆ ఎక్స్ కామా వై విలువలు తెలియడానికి మనం త్రిభుజము స్వరూపతని వాడుతాము అది వాడితే మనకి వై ఈక్వల్స్ టు నైన్ మరియు ఎక్స్ ఈక్వల్స్ టు ట్వెల్వ్ అని వస్తుంది ఈ ద్విశంకువుని మనం రెండు శంకువులుగా అనుకోవచ్చు మనకి ముందుగా శంకువు యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోవడానికి సూత్రం తెలుసు అది ఏమనగా pi into R into L ఆ సూత్రం మనం వాడుకుంటే ఈ శంకువులో పై ఇంటూ ఆర్ అంటే ఓఏ మరియు ఎల్ అంటే ఏసీ ఈ శంకువులో పై ఇంటూ ఆర్ అంటే ఓఏ మరియు ఎల్ అంటే ఏబి మనకి ఓఏ మరియు ఓబి మరియు ఏబి ఏసి విలువలు తెలుసు అవి మనం రాసుకుంటే మనకి దీని యొక్క విలువ కనుక్కుంటే మనకి అది four twenty into pi centimetre స్క్వేర్గా వస్తుంది మనం ఈ విధంగా రెండు శంకువులుగా అనుకొని దీన్ని యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోవచ్చు ఇప్పుడు ఘనాకార వస్తు సముదాయ ఘనపరిమాణం తెలుసుకున్నారు దీనిని ఆంగ్లంలో volume of combination of solids అని అంటారు దీనిని ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ వంటి ఘనపరిమాణం చూస్తున్నాము దీనిని రెండు భాగాలుగా విడదీయచ్చు ఒకటి ఏమనగా పై భాగం మరియు కింద భాగం పైభాగం చూస్తే మనకి అది అర్ధగోళ రూపంలో ఉంది మరియు కింద భాగం చూస్తే అది ఒక శంకు రూపంలో ఉంది దీని యొక్క ఘనపరిమాణం కనుక్కోవడానికి మనం అర్ధగోళం యొక్క ఘనపరిమాణం ప్లస్ ఈ కింద ఉన్న శంకు యొక్క ఘనపరిమాణం యొక్క సూత్రం వాడితే వస్తుంది ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు త్రీ అని ఇచ్చారు సో అది కనుక్కోవడానికి మనం మన దగ్గర ఉన్న సూత్రములు వాడుకుందాం అదేమనగా శంకు యొక్క ఘనపరమాణి యొక్క సూత్రం one by three into pi into R square into H plus ఈ అర్ధగోళ యొక్క సూత్రం two by three into pi into R cube ఇక్కడ మనకి ఇచ్చినవి వాడుకుందాం అది ఏమనగా ఆర్ అంటే ఎక్స్ అని ఇచ్చాడు సో అందుకు మనం one by three into pi into X square into ఇక్కడ హెచ్ అంటే ఫోర్ ఎక్స్ అని ఇచ్చాడు కాబట్టి four X plus two by three into five into ఇక్కడ ఆర్ అంటే ఎక్స్ కాబట్టి ఎక్స్ క్యూబ్ దీని ఎక్స్ యొక్క విలువ మనకి త్రీ అని తెలుసు కాబట్టి దాని విలువ వేస్తే మనకి దాని యొక్క విలువ ఎంత వస్తుంది అంటే fifty four into five centimetre cube వస్తుంది మనం ఈ విధంగా ఏదైనా ఒక ఘనపరిమాణం వస్తే మనకు తెలిసిన ఘనపరిమాణంలోకి మార్చుకొని ఆ తెలిసిన ఘనపరిమాణం యొక్క సూత్రములు వాడుకొని మొత్తం ఘనపరిమాణం తెలుసుకుంటాము ఇప్పుడు మనం ఒక ఆకృతిలో ఉన్న వస్తువుని మరో ఆకృతిలో రూపాంతరం చేయడం కోసం మాట్లాడుకుంటాం దీనినే ఆంగ్లంలో conversion of solid from one shape to another shape అని అంటారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమనగా ఎప్పుడైనా మనం ఒక ఆకృతిలో ఉన్న వస్తువుని మరో ఆకృతిలో మార్చినప్పుడు దాని యొక్క ఘనపరిమాణం ఎల్లప్పుడూ మారదు మార్చక ముందు ఏవైతే ఘనపరిమాణం ఉంటుందో మార్చిన తర్వాత కూడానో అదే ఘనపరిమాణం ఉండాలి అది కూడా ఒక ఉదాహరణ ద్వారా ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం ఇక్కడ వాడు సమగణం మరియు పంక్తి ఇచ్చాడు సమగణం యొక్క గణప భుజం నలభై నాలుగు సెంటీమీటర్లు మరియు బంతి యొక్క వ్యాసార్థం రెండు అని ఇచ్చాడు ఈ ఉదాహరణ ఏమనగా ఈ సమగణం ఎన్ని బంతులుగా మార్చగలం అంటే ఒక సమగణం ఇచ్చేసి ఒక బంతి యొక్క వ్యాసార్థం ఇచ్చి దాన్ని ఎన్ని బంతులుగా మార్చగలం అని అడిగారు సో దానికోసం మనకి తెలిసిన ఘన పరిమాణం యొక్క సూత్రాలు వాడుకుందాం ఏమనగా L cube equals to N into four by three pi R cube L cube అంటే సమగణం యొక్క ఘన పరిమాణం మరియు ఎన్ అంటే ఎన్ని బంతులు వస్తాయో మనం కనుక్కుంటాం మరియు four by three pi R cube అంటే బంతి యొక్క ఘన పరిమాణం దీని యొక్క విలువలు వేస్తే మనకి L equals to forty four అని ఇచ్చారు కాబట్టి దాని విలువ మరియు ఆర్ ఈక్వల్స్ టు టూ అని ఇచ్చారు కాబట్టి దాని విలువ వేసుకుంటే మనం ఎన్ యొక్క విలువ కనుక్కోవచ్చు N is equals to forty four into forty four into forty four into three into ఇక్కడ పై యొక్క విలువ ట్వంటీ టూ బై సెవెన్ అని తీసుకుంటే మనకి ఈ రకంగా వస్తుంది ఈ ఎన్ యొక్క విలువ కనుక్కుంటే మనకి N is equals to two thousand five hundred and forty one అని చెప్పవచ్చు అంటే ఈ సమగణం తీసుకుంటే మనకి మొత్తం two thousand five hundred and forty one బంతులు వస్తాయని అర్థం మనం ఈ క్షేత్రమితి అనే పాఠ్యాంశంలో నేర్చుకున్న సారాంశం ఏమనగా మనం వివిధ గణాకృతులు వాటి వైశాల్యము గణ పరిమాణములు నేర్చుకున్నాం అలాగే గణాకారం ఒక సముదాయ రూపంలో ఇస్తే దానిని మనకి తెలిసిన గణాకృతులుగా విభజించి వాటి యొక్క వైశాల్యము గణపరమాణము సూత్రములు వాడి సముదాయ గణాకారం యొక్క వైశాల్యము గణపరిమాణం కనుక్కున్నాం మరియు ఒక ఆకృతిలో ఉన్న వస్తువుని మరో ఆకృతిలో రూపాంతరం చేయడం వంటి విషయములు కూడా నేర్చుకున్నాం ఇప్పుడు మనం ఒక రెండు కొత్త పదాలు నేర్చుకుందాం మొదటిది రెస్పైట్ అంటే విశ్రాంతి మరియు రెండవది ఎలక్వేట్ అంటే అనర్గళంగా ధన్యవాదములు